ఎక్కువ సమయం లేదు కనుక నేను త్వర త్వరగా ముందుకు వెళ్తాను యశ గ్రంథంలోనికి మనం రాగలిగినట్లయితే యశ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మీ నుంచి నేను త్వరగా కూర్చోవాలని ఆశపడుతున్నాను ఆరవ అధ్యాయంలోనికి వస్తే చాలా మంచి ఒక సన్నివేశాన్ని మనం అక్కడ చూడగలుగుతాం యశ గ్రంథం ఆరో అధ్యాయం ప్రారంభం నుంచి చదువుదాం

చాలు ఆ అధ్యాయం అంతా మనం ధ్యానించబోతున్నాం కానీ చదివే టైం లేదు కనుక నేను త్వరగా ముందుకు వెళ్తాను యశగ్రంథం ఆరో అధ్యాయంలోనికి మనం వచ్చేసరికి యశయ్య ఒక పొరలోకంలో జరిగేటువంటి ఒక దృశ్యాన్ని లేకపోతే పొరలోకపు దర్శనాన్ని యశయ్య తాను కన్నులారా చూస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం ఆ అధ్యాయం అంతా కూడా అదే ఉంటుంది అయితే ఆ ఆ ప్రారంభంలో ఏమని రాస్తున్నాడంటే యశయ ఉజ్జయ మృతి నొందినటువంటి సంవత్సరమున నేను ఏం చేస్తున్నానంటే పరలోక దర్శనాన్ని నేను చూడడం ప్రారంభించాను అని రాయడం ప్రారంభించాడు విజయ మరణించినటువంటి సంవత్సరమున యశయ ఏం చేస్తున్నాడంటే పరలోకపు దర్శనాన్ని చూడడం ప్రారంభించాడు వాస్తవంగా ఆలోచన చేసినట్లయితే ఈ పరలోకంలో యష్య చూసేటువంటి దర్శనానికి ఉజ్జయ మరణానికి సంబంధం లేదు కానీ చరిత్రను ఒకసారి మనం ఆలోచన చేయగలిగినట్లయితే కొన్ని విషయాలు ఇంకొద్దిగా స్పష్టమవుతాయి ఏంటి ఉజ్జయ మృతి పొందినటువంటి సంవత్సరం అని ఆలోచన చేస్తే అసలు రాజు అయినటువంటి ఉజ్జయ జీవితం ఏంటి తన జీవిత విధానం ఏంటి అని ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు రాజు అయినటువంటి ఉజ్జయాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఇస్రాయేలీలను పరిపాలిస్తాడు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి రెండవ దినవర్తాంతాల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఆరు నుంచి పదిహేను వరకు ఉన్నటువంటి వచ్చిన భాగంలో మీకు కొన్ని విషయాలు స్పష్టమవుతాయి అక్కడ ఏమంటాడంటే చాలా చాలా మంచి రాజ్యం రాజ్యంగా ఆ రాజ్యాన్ని ఇస్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అలా పరిపాలిస్తాడు అంతా బాగానే ఉంది కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత అక్కడ దేవుని వాక్యం ఏమని నేర్పిస్తుందంటే ఆ పదహారవ వచనంలో ఏమంటాడంటే అతనికి గర్వం అతడు స్థిరపడినటువంటి తర్వాత అతడు మనస్సున ఏం చేశాడంటే గర్వించి చెడిపోయాను చూడండి అది అక్కడ ఉజ్జీ యొక్క ఉజ్జీయ ఒక పతనం ప్రారంభమవుతుంది అప్పటి వరకు చాలా బాగా పరిపాలించాడు ఉజ్జీయ అప్పటి వరకు రాజ్యాన్ని చాలా బాగా చూసుకున్నాడు దైవికమైనటువంటి ఆజ్ఞల మేరకు దైవికమైనటువంటి విధానం మేరకు దైవికమైనటువంటి చిత్తం మేరకు తన రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఉజ్జియ ఎప్పుడైతే తాను స్థిరపడ్డాడో ఎప్పుడైతే తాను అంతా సంపాదించుకున్నానని అనుకున్నాడో ఏమయ్యాడంటే తాను మనసున గర్వించాడు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది అలా గర్వించినటువంటి ఉజ్జియ తర్వాత వాక్య భాగాలు మనం పరిశీలన చేస్తే ఆ దేవుడు ఆ గర్వముతో నిండినటువంటి ఉజ్జియ మీద కోపముతో ఉగ్రుడై ఏం చేస్తాడంటే కాబట్టి ఉజ్జియాకి రోగము అలాగే ఆ చర్మపు రోగాలని ఆ ఉజ్జియా మీదగా పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఎందుకు ఎందుకు దేవుడు ఆయనను శిక్షించాడు అని అంటే ఇతడేం చేశాడంటే ఉజ్జియ గర్వించి యాజకులు చేయవలసినటువంటి పరిచర్య యాజకులు చేయవలసినటువంటి పరిచర్య తాను స్వయంగా చేయాలి అని ఆలోచన చేశాడు దేవుని వాక్యం అక్కడ ఏమని నేర్పిస్తుందంటే ఆ వాక్య భాగంలో ఆ యాజకులు వచ్చి అయ్యా ఇది మా పరిచర్య నువ్వెలా చేస్తావు నువ్వెలా దేవాలయంలోనికి వెళ్ళి బొల్లు నేర్పిస్తావు అని ఉజ్జయాన్ని వెళ్ళొద్దని చెప్పి బ్రతిమలాడుకుంటారు యాజకులు కానీ ఉజ్జయ ఏం చేస్తాడంటే తన గర్వాన్ని బట్టి దాన్ని ఏం చేస్తాడంటే ఖచ్చితంగా చదవన్నమాట ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కూడా తాను తన కోపాన్ని చూపించి తన రౌద్రాన్ని చూపించి ఏం చేస్తాడంటే తన గర్వాన్ని చూపించి యాజకుడు చేయవలసినటువంటి పని కూడా తానే చేయాలన్నటువంటి ఆలోచనతో ఒక ఒక దుష్టమైనటువంటి క్రూరమైనటువంటి ఆలోచనతో ఆ దేవాలయంలోనికి అడుగు పెడుతూ ఉన్నట్లుగా చూడగలుగుతాం అలా అడుగుపెట్టి ఎప్పుడైతే యాజకునికి వ్యతిరేకంగా మాట్లాడాడో ఎప్పుడైతే యాజకునికి వ్యతిరేకంగా రౌద్రుడయ్యాడో ఎప్పుడైతే యాజకుడు చేయవలసిన పరిచర్య తాను చేయాలని తాను మనసునే గర్వించి తీర్మానం ప్రమాణాలు చేసుకున్నాడో స్వాభావికంగా ఏమైందంటే దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడగలుగుతాం దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చి రెండు మూడు రకాలైనటువంటి రోగములతో దేవుడు అతనిని నింపాడు అని మనం చూడగలుగుతాం అందులో నుండి ఎక్కువ వివరించదలుచుకోలేదు అలాగా అలా అలా రోగము చేత నింపబడినటువంటి ఉజ్జియ ఏం చేయబడతాడంటే ఆఖరిగా మృతి పొందుతాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది ఇరవై మూడవ అక్కడతో ఉజ్జియ మృతి పొందుగా తన పితరులతో పాటు ఏం చేస్తాడు చేయబడతాడంటే మృతి పొందుతాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది ఆ తర్వాత తన కుమారుడైనటువంటి జోతాం ఏం చేస్తాడంటే రాజ్యము పరిపాలన చేయడం ప్రారంభించాడు అనమాట ఆ ఉజ్జయకు బదులు రాజుగా ఎంపిక చేయబడ్డాడు అయితే ఇక్కడ యాజకులు చేయవలసిన పనిని ఉజ్జయ చేయడం ప్రారంభించాడు తద్వారా ఏం చేయబడ్డాడంటే ఆఖరిగా మరణంతో తన జీవితం ముగించబడింది సో అలా ముగించబడినటువంటి కాలంలో అలా ఉజ్జియా మృతి పొందినటువంటి సంవత్సరంలో దేవుడు యష్యాకి ఒక దర్శనం చూపించడం ప్రారంభించాడు ఏమి దర్శనం చూపిస్తున్నాడంటే పరలోకంలో ఉన్నటువంటి విధానము పరలోకంలో పరలోకంలో జరిగేటువంటి విషయం యొక్క ఒక పూర్తి దృశ్యాన్ని యష్యాకి దేవుడు పరలోక దర్శనం ద్వారా చూపించడం ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతాం అయితే ఆ యష్యా గ్రంథము ఆరవ అధ్యాయంలోనికి మనం వచ్చేసరికి దానిని మూడు ప్రధానమైనటువంటి భాగాలుగా నేను విడగొట్టాలని ఆశపడుతున్నాను మూడు ప్రధానమైనటువంటి భాగాలుగా మనం చూడగలిగినట్లయితే మూడు విషయాలు ఆ యశయ అర్థం చేసుకుంటున్నాడు ఆ దర్శనం ద్వారా ఏమిటి అని అంటే మొదటి మూడు వచనాల్లో మనం చూడగలిగినట్లయితే మొదటి మూడు వచనాల్లో యశయ పరలోకపు దర్శనం ద్వారా దేవుడు ఎవరో గ్రహించగలుగుతున్నాడు ఒకసారి ఆ వచ్చిన భాగాలు మరలా మనం చదవగలిగినట్లయితే అత్యున్నతమైనటువంటి సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను తిని అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం పరలోకపు దర్శనము పొందుకున్నటువంటి వారు మూడు ప్రత్యేకమైనటువంటి విషయాలు అర్థం చేసుకోగలుగుతారు ఏమిటి అని అంటే మొదటగా దేవుడు ఎవరు అర్థం చేసుకోగలుగుతారు యశయ్య పరలోకపు దర్శనాన్ని చూస్తున్నాడు యశయ్య పరలోకపు దర్శనాన్ని చూచి ఏమంటున్నాడంటే అత్యున్నతమైనటువంటి సింహాసనంలో నేనేం చేస్తున్నాను ఒకరిని ఆసీనుడై ఉండట నేను చూచానంటున్నాడు దేవునికి దగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా హలలియ అయితే ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండటం మాత్రమే కాదు తర్వాత ఏమంటాడంటే ఆయన చక్కాయి అంచులు ఏం చేయబడుతున్నాయంటే దేవాలయం అంతా కూడా నిండుకునినట్లుగా నేను చూస్తున్నాను అంటున్నాడు తర్వాత రెండు మూడు వచనాల్లో ఏమంటాడంటే మనం గడిచిన ప్రకటన గ్రంథంలో ఇవే విషయాలు తరచుగా మనం రెండు మూడు వారాలుగా జ్ఞాపకం చేస్తున్నాను కనుక వాటిలో నుండి ఎక్కువ వివరించట్లేదు కానీ ఒకసారి చదువుకొని వెళ్ళిపోదాం ఆయనకు పైగా ఏం చేయబడ్డాయంటే శరాపులు నిలిచి ఉన్నారు వాళ్ళకి ఒక్కొక్కటికి ఆర్ఎస్సి రెక్కలు ఉన్నాయి రెండు రెక్కలతో అవి ఏం చేస్తున్నాయి అంటే తన ముఖమును కప్పుకున్నాయి రెండుతో తన కాళ్ళను కప్పుకున్నాయి ఇంకో రెండింటితో అవి ఏం చేస్తున్నాయి అంటే ఎగురుచు అవి ఏం చేస్తున్నాయి అంటే దేవునికి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతినిత్యము ఆయనకి స్తోత్ర గానాలు పాడుతూ ఉన్నట్లుగా దేవుని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలియ పరలోకపు దర్శనము చూస్తున్నటువంటి యషయ మొదటగా ఏం చేస్తున్నాడంటే దేవుని చూస్తున్నాడు దేవుని యొక్క దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తున్నాడు పరలోకపు దర్శనము పొందినటువంటి వాడైనటువంటి యషియా ఆ ఆరాధనకు యోగ్యుడైనటువంటి వాని యొక్క యోగ్యతను గుర్తిస్తున్నాడు ఏం చూస్తున్నాడంటే శరాపులు ఇరవై నలుగురు పెద్దలు అలాగే అలాగే మనం గడిచిన వారంలో పట్టణ గ్రంథాలు ధ్యానించాము నాలుగు జీవులు కలిసి ప్రతినిత్యము రాత్రి మొగలు తేడా లేకుండా ఏం చేస్తున్నాయంటే అదిగో సైన్యములకు అధిపతి హోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయనను ఆరాధిస్తున్నట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అహలలుయ ఇతొకటి వల్ల పరలోకపు దర్శనము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి అని మనం ఆలోచన చేసినప్పుడు మన ఆత్మీయ రీత్యా మనం పరలోకపు దర్శనాలను పొందుకునే వారముగా ఉండాలి అని మనం ఆలోచన చేసినప్పుడు పరలోకపు దర్శనం పొందుకున్న వాడినటువంటి లక్షణం ఏంటంటే వాడు దేవునిని గుర్తెరిగేవాడై ఉంటాడు వాడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగిన వాడై ఉంటాడు వాడు దేవుని యొక్క ఆ అయోగ్యతను గుర్తెరిగిన వారై ఉంటాడు యషియ ఏం చేస్తున్నాడు చేస్తున్నాడంటే తాను పరలోకపు దర్శనాన్ని చూసి ఏం చేస్తున్నాడంటే ఆ దేవుని యొక్క ఆయన ఆరాధన యొక్క యోగ్యుడైనటువంటి ఆ దేవుణ్ణి ఆ గుర్తించగలుగుతున్నట్లుగా మనము అర్థం చేసుకుంటున్నట్లుగా మనము గమనించగలుగుతాం ఆయన సింహాసనం మూడు ప్రత్యేకమైనటువంటి విషయాలు అక్కడ ప్రారంభంలో చూస్తున్నాడు యశయ్య ఏం చేస్తున్నాడంటే ఒక సింహాసనాన్ని వేస్తున్నాడు ఆ సింహాసనం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ దేవుని యొక్క సర్వాధికారానికి సాదృశ్యంగా ఉంది ఒక మాట చదువుదాం కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథం గ్రంథం నూట మూడవ కీర్తన పంతొమ్మిదవ వచనం నూట మూడవ కీర్తన పంతొమ్మిదవ వచనం ఇహోవ ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది సో సింహాసనం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన పరలోకముందు లేకపోతే ఆకాశమును తన సింహాసనాన్ని వేసి ఆ సింహాసనం మీద ఆసీనుడయుండి ఏం చేస్తున్నాడంటే రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆయన సర్వ లోకాన్ని ఏం చేస్తున్నాడంటే పరిపాలిస్తున్నాడు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన సర్వాధికారానికి సాదృశ్యంగా ఉంది ఆ సింహాసనం అనేది ఇక్కడ యశ్య కూడా తన దర్శనంలో ప్రారంభంగా సింహాసనాన్ని చూడడం ప్రారంభించాడు ఆయన సర్వాధికారాన్ని గుర్తించడం ప్రారంభించాడు పరలోకపు దర్శనం కలిగినటువంటి యశ్య ఆయన సర్వాధికారాన్ని గుర్తించాడు రెండవది ఏం చేస్తున్నాడంటే తన చొక్కాయి అంచులు ఏం చేయబడ్డాయంటే దేవాలయపు మొత్తం కూడా ఏం చేయబడిందంట నిండుకొని ఉన్నట్లుగా చూడగలుగుతాం ఆ నింపుదల దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒకటి దేవుని సాన్నిధ్యానికి సాదృశ్యంగా ఉంది దేవాలయం అంతా కూడా ఆయన సన్నిధితో నింపబడింది అనే దానికి సాదృశ్యంగా ఉంది ఒక మాట పాత నిబంధనలు రెండు ఒక మాట చదువుదాం మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పది పదకొండు వచనాలు దయచేసి రెండు వారు త్వర త్వరగా తీసి చదవగలిగినట్లయితే చాలా సంతోషం మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పది పదకొండు వచనాలు యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యహోవా మందిరం అంతా నింపాను కాబట్టి యహోవా ఆయన తేజోమహిమ యహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘం ఉన్న హేతువు చేత చూడండి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి ఆ పరిశుద్ధ స్థలంలో నుండి యాజకులు బయటికి రావడంతో ఏం చేయబడిందంటే మేఘము ఆయన సన్నిధి మేఘము రూపములో తేజోమహిమ రూపములో ఆ దేవాలయం అంతా కూడా ఏం చేయబడిందంట నిండుకొని ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా ఇక్కడ పరలోకపు దర్శనములో యష్యా కూడా అదే చూడడం ప్రారంభించాడు ఏం చేస్తున్నాడంటే తన చొక్కా అంచులంతా కూడా ఒక మహిమ వలె దేవాలయం అంతా కూడా ఏం చేయబడిందంట నిండుకొని ఉండడం చూడడం ప్రారంభం ప్రారంభించినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుగా రెండవదిగా పరలోకపు దర్శనము చూసినటువంటి యశయ్య ఆయన సాన్నిధ్యాన్ని గుర్తిస్తున్నాడు మూడవదిగా ఆలోచన చేసినట్లయితే మూడవదిగా ఆలోచన చేసినట్లయితే శరాపులు ఆర్ఎస్ రెక్కలతో ఏం చేయబడుతున్నాడండి ప్రతినిత్యము ఆయనను ఆరాధిస్తూ ఉన్నట్టుగా చూడగలుగుతూ ఉన్నారు అంటే ఆయన ఆరాధన యోగ్యుడు అని ఆ యశయ్య తన పరలోక దర్శనంలో నుండి గుర్తించగలుగుతున్నాడు ఇది మొదటి భాగం మొదటి భాగంలో దేవుడు ఎవరో గుర్తిస్తున్నాడు దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో గుర్తిస్తూ ఉన్నాడు యశయ్య ఏంటి దేవుని యొక్క ఔన్నత్యం అంటే మొదటిగా దేవుడు సర్వాధికారి అని గుర్తించగలుగుతున్నాడు ఎందుకు అనంటే ఆయన సింహాసనం మీద ఏం చేయబడి ఉన్నాడంటే ఆసీనుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గర దేవునికి స్తోత్రం చెల్లిద్దాం రెండవదిగా ఆయన ఔన్నత్యాన్ని యశ్వ ఎలా గుర్తిస్తూ ఉన్నాడంటే ఆయన ఆయన ఆయన ప్రెసెన్స్ ఆయన ఆయన సన్నిధి ఆ దేవాలయం అంతా కూడా ఏం చేయబడిందంటే కప్పబడి నింపబడి ఉన్నట్లుగా యష్య చూస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగరగా దేవునికి స్వేతం చెల్లిద్దామా అలాగే మూడవదిగా యష్య చూస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎలా గుర్తించాడంటే ఆరాధనకి శరాపుల ద్వారా ఏం చే ఏం చేయబడుతున్నాడంటే ప్రతినిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధనకు పొందుకున్నటువంటి ఒక ఒక ఆరాధన యోగ్యుడైనటువంటి ఒక దేవుణ్ణి గుర్తించగలుగుతున్నాడు అశ్య బిగరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము హలలియ పరలోకపు దర్శనము కలిగినటువంటి వాడు దేవుని గుర్తించేవాడై ఉంటాడు ఏ విధంగా దేవుని గుర్తిస్తాడు ఏ విధంగా దేవుని ఔన్నత్యాన్ని గుర్తిస్తాడు అంటే ఒకటి దేవుని సర్వాధికారాన్ని యశ్యా గుర్తించాడు ఒకటి రెండవది దేవుని సాన్నిధ్యాన్ని యశ్యా గుర్తిస్తున్నాడు మూడవది ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆ దేవుని యశ్యా గుర్తిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా హాలలియా యశ్యా పరంలోకపు దర్శనం చూస్తూ ఏం గుర్తిస్తున్నాడంటే ప్రారంభంగా దేవుని గుర్తిస్తూ ఉన్నట్లుగా దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతున్నట్లుగా మనం గమనించగలుగుతాం పరలోకపు దర్శనం కలిగినటువంటి మనకు కూడా పరలోకపు దర్శనం పొందుకున్నటువంటి వారమైనటువంటి మనం కూడా ఏం చేయాలి అంటే ప్రారంభముగా దేవుని గుర్తించగలిగే వారమై ఉండాలి దేవునికి దగ్గరగా స్తోత్రం చెల్లించగలుగుతాం హలలియా అనేక మార్లు ఎందుకు దేవుని గుర్తించలేకపోతున్నామని అంటే పరలోకపు దర్శనం లేని వారముగా పరలోకపు ఆ పరలోకపు విధానాలు అర్థం చేసుకోలేని వారముగా ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోలేని వారముగా మనం ఉంటున్నాం కనుక మనం దేవుని పూర్తిగా అవగాహన చేసుకోలేకపోతున్నాం పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాము అయితే అయితే ఇక్కడ యషియా ఏం చేస్తున్నాడంటే యషియా ఏం చేస్తున్నాడంటే పరలోకపు దర్శనాన్ని చూస్తూ పరలోకపు దర్శనాన్ని చూస్తూ ఏం చేస్తున్నాడంటే దేవుని ప్రారంభముగా గుర్తిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయ్యా హలలుయ్యా ఒకసారి సెర్చ్ రాట్లా తర్వాత మనం ఆలోచన చేయగలిగినట్లయితే రెండవదిగా యశయ్య ఏం చేస్తున్నాడంటే ఏమని చూస్తున్నాడంటే ప్రారంభముగా దేవునిని గుర్తించినటువంటి వాడైన యశయ్య దేవునిని గుర్తించినటువంటి వాడైనటువంటి యశయ్య రెండవదిగా ఏం చేస్తున్నాడంటే తర్వాత వచనాల్లో నాలుగు ఐదు వచనాల్లో తాను ఎవడో స్వయంగా గుర్తించుకుంటున్నాడు తాను ఎవడో స్వయంగా అర్థం చేసుకుంటున్నాడు చదువుదాం నాలుగు ఐదు వచనాలు నేను అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను అపవిత్రమైనటువంటి పెదవులు గలిగినటువంటి జనుల మధ్య నివసించినటువంటి వాడను నేను నశించిపోయాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటున్న దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం హలలియ ప్రారంభపు మూడు వచనాలలో యశ ఏం చేస్తున్నాడంటే ప్రారంభంగా దేవుడిని గుర్తించి దేవుడు ఎవరో అర్థం చేసుకుని దేవుడు ఎవరో రాశాడు తర్వాత రెండు వచనాల్లో తర్వాత వచ్చిన భాగాల్లో ఏం చేస్తున్నాడంటే దేవుని గుర్తించిన తర్వాత ఆ పరలోకపు దర్శనం పొందుకున్నటువంటి యోహ సారీ యశ ఏం చేస్తున్నాడంటే తాను ఎవరో గుర్తించడం ప్రారంభించాడు తాను స్వయంగా ఎవరో అర్థం చేసుకోవడం ప్రారంభించాడు ఏమంటున్నాడంటే అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడనే అని తాను స్వయంగా తాను ఎవరో ఆ పరలోకపు దర్శనం ద్వారా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ మూడు ప్రత్యేకమైనటువంటి భాగాల్లో మొదటిగా దేవుడు ఎవరో మనం గుర్తించగలుగుతాం పరలోకపు దర్శనం ద్వారా దేవుడు ఎవరో గుర్తించగలుగుతాం రెండవదిగా పరలోకపు దర్శనం ద్వారా మనం ఎవరమో మనం గుర్తించగలుగుతాం ఈ రోజు పరలోకపు దర్శనం నువ్వు పొందుకుని ఉన్నట్లయితే పరలోకపు దర్శనం కలిగినటువంటి వాడిగా నువ్వు జీవించగలిగినట్లయితే నువ్వు ఎవరో స్వయంగా నువ్వే అర్థం చేసుకోగలుగుతావు ఎవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీకు నువ్వే స్వయంగా నీ బలహీనతను నువ్వేం చేయగలుగుతావు అంటే గుర్తించగలుగుతావు యశయ్య ఏం చేస్తున్నాడంటే అయ్యో పర్లకపు దర్శనాన్ని పొందగానే అయ్యో దేవా నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలగాడను అని తన తన బలహీనతను తాను గుర్తించి దేవుని సన్నిధిలో చెప్పుకోవడం ప్రారంభించినట్లుగా మనం చూస్తాం దగ్గరే దేవునికి స్తోత్రం చెల్లింతామా హలలియ తన తన తనేమంటున్నాడంటే తన అపవిత్రమైనటువంటి ఆ పెదవులు గలవాడిని అది మాత్రమే కాదు ఏమంటున్నాడంటే నేను నివసించేది ఎక్కడంటే అపవిత్రమైనటువంటి పెదవులు గలవారి మధ్య నేను ఏం చేస్తున్నాను నివసిస్తున్నాను ఇప్పటి వరకు నా సాంగత్యం అటువంటి వారితోనే ఉంది ఇప్పటి వరకు అపవిత్రమైనటువంటి పెదవులు అపవిత్రమైనటువంటి మాటలు అపవిత్రమైనటువంటి సాంగత్యం కలిగినటువంటి వారితోనే నేను నివసిస్తున్నాను వారి మధ్యతో వారి మధ్యలోనే ఉంటున్నానని తన బలహీనతను గుర్తించి తన బలహీనతను అర్థం చేసుకుని తాను స్వయంగా దేవుని సన్నిధిలో చెప్పడం ప్రారంభించాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలిగా మా హలలుయ తాను దేవుణ్ణి గుర్తించాడు దేవుని గుర్తించినటువంటి వాడైనటువంటి విషయ రెండవదిగా స్వయంగా తాను ఎవరో గుర్తించడం ప్రారంభించాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ పరలోకపు దర్శనం పొందుకున్న పొందుకుని ఉన్నట్లయితే పరలోకపు దర్శనం కలిగినటువంటి వాడిగా నువ్వు జీవించగలిగినట్లయితే ఎవడో నువ్వు పాపివని నీకు చెప్పవలసిన అవసరం లేదు ఎవడో నువ్వు బలహీనుడు అని నీకు చెప్పవలసిన అవసరం లేదు నువ్వు నిజంగా పరలోకపు దర్శనం కలిగినటువంటి వాడైతే నీకు నీకే స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ నీ మనసులో ఏం చేస్తాడంటే నువ్వు పాపివి అని గుర్తు చేస్తూ ఉంటాడు దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా హలో అందుకనే అందుకనే అక్కడ యషయ ఏం చేస్తున్నాడు అంటే తాను స్వయంగా విమర్శించుకొని పరలోకపు దర్శనం చూసుకుని తాను స్వయంగా విమర్శించుకొని తాను ఏం చేస్తున్నాడంటే నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను ఈ ఈ పరలోకపు దర్శనాన్ని చూడడానికి కానీ ఈ సరాపులు ఆరాధించే విధానంలో నేను ఉండడానికి కానీ నేను ఏమాత్రం యోగ్యుడును కాను అని తన బలహీనతను తాను చెప్పుకోవడం ప్రారంభిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ తాను స్వయంగా తన బలహీనతను దేవునితో చెప్పడం ప్రారంభిస్తాడు అనేక సార్లు అనేక సార్లు మనం ఇతరుల ఇతరుల ఇతరుల మీద ఇతరుల బలహీనతను ఎత్తి చూపించడానికి ఇతరుల యొక్క బలహీనతను వేలెత్తి చూపించడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే నిజంగా నువ్వు యథార్థంగా పరలోకపు దర్శనం కలిగినటువంటి వ్యక్తి అయితే యథార్థంగా నువ్వు ఆత్మీయమైనటువంటి స్థితిలో జీవించేవాడైతే ఇతరుల వేలెత్తే స్వభావం కాదు నిన్ను నువ్వే ఏం చేస్తావంటే వాడవై ఉంటావని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లలుయ్యా అందుకని ఒక ప్రత్యేకమైనటువంటి మాట మనం చూడగలుగుతాం రోమ రోమాపత్రిక రెండవ అధ్యాయం ఒకటి రెండు విషయాల్లో అపోస్తుడు అంటే పోలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఏమంటాడంటే రోమాపత్రిక రెండవ అధ్యాయం ఒకటి రెండు విషయాలు కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవు ఎవడమైనా సరే నిరత్రుడై ఉన్నావు ఎదుటివానికి దేని విషయంలో నువ్వు తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు ఏవనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పగలమా హలో దేవుని వాక్యం మనకు స్పష్టంగా నేర్పించేది అనేక సార్లు ఇతరులకు నువ్వు తీర్పు తీర్చే మనిషిగా ఉంటున్నావు ఇతరులకి ఇతరులను వేలెత్తి చూపించే మనిషిగా నువ్వు జీవిస్తున్నావు నువ్వు ఇతరులకి తీర్పు తీర్చినప్పుడు అదే తీర్పు నీకు కూడా తీర్చబడుతుందని నువ్వు నువ్వు గమనించట్లేదా అని అపోసుడైనటువంటి పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆ పై వచనంలో మొదటి వచనంలో ఏమంటాడంటే ద్వారా కాబట్టి తీర్పు తీర్చిమంటున్నాడా నువ్వు ఎవడవైనా సరే నువ్వు ఎంత పెద్ద గొప్పవాడివే కావచ్చు నువ్వు ఎంత ఎంత పెద్ద పొజిషన్లో నువ్వు ఉండవచ్చు ఎంత పెద్ద సంపన్నుడివే నువ్వు కావచ్చు లేకపోతే ఎంత పెద్ద ఎంత పెద్ద తలాంతు కలిగినటువంటి వాడివే కావచ్చు లేకపోతే ఎంత బాగా పరిచయంలో వాడబడే వ్యక్తివే కావచ్చు కానీ నువ్వు ఇతరులకి ఏ విషయంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావో అదే విషయంలో నిన్ను నువ్వు కూడా ఏం చేస్తున్నావు తీర్పు అని నువ్వు గమనించట్లేదా అని అపోసులు పౌలు అడుగుతూ ఉన్నాడు అనేక సార్లు మనం ఇతరులను వేలెత్తి ఇతరుల మీద తీర్పు తీర్చి ఇతరుల మీద నేరం మోపి ఇతరుల మీద నిందమోపి అనేక సార్లు ఇతరులను వేలెత్తి చూపించేటువంటి మనము మనల్ని మనము ఏం చేసుకోలేకపోతున్నామంటే తీర్పు తీర్చుకోలేకపోతున్నాం ఇతరులు మనం ఏం చేసుకోలేకపోతున్నాం అంటే విమర్శ చేసుకోలేకపోతున్నాం అందుకే ప్రభు వాళ్ళలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ కొరింది పత్రికలో ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అంటే ఏమంటాడంటే అక్కడ అపోసుడైన పౌలు మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం అందులో పాలు పొనక ముందు మనల్ని మనమే ఏం చేయాలంటాడు చదువురాం పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను ఏం చేయాలి పరీక్షించుకునవలను అలాగు చేసి చూడండి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలను అది అలా ఉంచి ముప్పై ఒకటో వచ్చినలోనికి అర్థం అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము పొందని ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు చూడండి చాలు చాలు అక్కడ వాక్య భాగం ఏమి నేర్పిస్తుందంటే మనల్ని మనమే ఏం చేయాలి విమర్శించుకునే వారమై ఉండాలి మనల్ని మనమే శోధించుకునే వారమై ఉండాలి మనల్ని మనమే తీర్పు తీర్చుకునే వారమై ఉండాలి మనకు మనమే తీర్పు తీర్చుకుని ఉంటే గనక మనల్ని ఇతరుల తీర్పు తీర్చలేరు మనల్ని మనమే పరీక్షించుకోగలిగిన ఎడల ఇతరులు మనల్ని ఏం చేయాలి వేలెత్తి చూపించలేరు మనల్ని మనమే పరిశోధించుకునే ఎడల మనల్ని దేవుడు కూడా ఏమి ఏ శిక్షా విధికి మనల్ని పాత్రలుగా చేయడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలియ అయితే ఎవరు ఆ విధంగా చేయగలరు మనల్ని మనమే విమర్శించుకున్నటువంటి హృదయం ఎవరికి వస్తుంది ఎటువంటి వారికి వస్తుందంటే యశ్య గ్రంథంలో మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగంలో ఎవరైతే పరలోకపు దర్శనాన్ని కలిగి ఉంటారో ఎవరైతే పరలోకపు దర్శనం కలిగి దేవుడు ఎవరో గుర్తించగలుగుతారో అట్టి వారు మాత్రమే తామేం చేయగలరంటే స్వయంగా వారు వారి బలహీనతలు ఏం చేయగలరంటే గుర్తించగల కలిగి దేవుని సనుగురు యషయ ఒప్పుకుంటూ ఉన్నట్లు అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడునని తాను తాను స్వయంగా ఒప్పుకుంటున్నట్లు అలాంటి వారు మాత్రమే ఒప్పుకోగలరని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలీయ సమయం లేదు కనుక నేను త్వరగా వెళ్తున్నాను మొదటి భాగంలో దేవుడు ఎవడో దేవుడు ఎవరో మనము అర్థం చేసుకోగలుగుతాం పరలోకపు దర్శనము పొందినటువంటి వారు దేవుడు ఎవరో అర్థం చేసుకోగలరు రెండవదిగా పరలోకపు దర్శనం పొంది వారు తాము స్వయంగా ఎవరై ఉన్నారో గుర్తించగలుగుతారు తమ బలహీనతలు ఏమై ఉన్నాయో తాము గుర్తించగలుగుతారు తమకున్నటువంటి పాప స్థితి ఏమై ఉందో వాటిని గుర్తించగలుగుతారు మూడవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే ఆరవ వచనం నుండి పదమూడవ వచనం వరకు కూడా మూడవ భాగం కిందగా వస్తుంది అయితే అవి అన్నీ కూడా ఒకసారి చదవాల్సిన అవసరం లేదు నేను ఒక్కొక్కటిగా చెప్తాను మూడవదిగా దేవుడు ఎవరో అర్థం చేసుకున్నటువంటి వాడు రెండవదిగా ఏం చేస్తాడంటే తమను తాము అర్థం చేసుకోగలుగుతారు తామెవరో అర్థమైనటువంటి వాళ్ళకి తమ ఉద్దేశం ఏంటో మూడవదిగా అర్థమవుతుంది యశయ్య ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ప్రారంభంగా దేవుడు ఎవరో గుర్తించాడు దేవుడు ఎవరో అర్థం చేసుకున్నాడు రెండవదిగా రెండవ భాగంలో ఏం చేస్తున్నాడంటే దేవుడు ఎవరో అర్థమైన తర్వాత తాను స్వయంగా తాను ఏమై ఉన్నాడో తాను అర్థం చేసుకోగలుగుతున్నాడు తాను స్వయంగా తాను ఏమై ఉన్నాడో తాను అర్థం చేసుకోగలిగిన తర్వాత మూడవ భాగంలోనికి వచ్చేసరికి అసలు తన జీవితం యొక్క ఉద్దేశం ఏంటో తాను అర్థం చేసుకోగలుగుతున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అహలలియా ఇవన్నీ ఎవరైతే పరలోకపు దర్శనం పొందుకుంటాడో వారికి మాత్రమే ఏంటి తనకు తన పట్ల ఉన్నటువంటి తన జీవిత ఉద్దేశము అంటే అందులో రెండు విషయాలు రెండు విషయాలు ఉన్నాయి ప్రాథమికంగా మనం ఆలోచన చేసినట్లయితే ఆరు ఏడు వచనాల్లో మనం చూసేది ఏమిటి అని అంటే చదువుదాం చేత పట్టుకొని నా నోటికి దానిని తగిలించి ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను నీ దోషము ఏం చేయబడింది తొలగిపోయింది చాలు ఇది మొట్టమొదటి ఉద్దేశము రెండు ప్రధాన ప్రధానమైనటువంటి ఉద్దేశాలు అందులో మొదటి ఉద్దేశం ఏంటంటే నీ పాపము ఏం చేయబడాలంటే ప్రాయశ్చితము చేయబడాలి నీ దోషము ఏం చేయబడాలంటే పరిహరింపబడాలి ప్రతివాడు తన బలహీనతను గుర్తించిన తర్వాత యషయ తన బలహీనతను గుర్తించిన తర్వాత దేవుని సన్నిధిలో పెట్టాడు అయితే బలహీనతను గుర్తించడం మాత్రమే సరిపోతుందా అంటే లేదు ఆ బలహీనతల్లో నుండి ఏం చేయాలంటే విడుదల పొందాలి ఆ పాపం నుంచి ఏం చేయబడాలంటే ప్రాయశ్చిత్తము పొందాలి ఆ ఆ పాపం నుంచి ఏం చేయబడాలంటే లేకపోతే ఆ దోషం నుండి ఏం చేయబడాలంటే ఆ విడుదల పొందాలి ఇదే ప్రధానమైనటువంటి మన జీవిత ఉద్దేశము ఇక్కడ ఎస్ఏ ఏం చేస్తున్నాడంటే తన బలహీనతను గుర్తించాడు తన బలహీనతను గుర్తించాడని యష్యా అది దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు ఒప్పుకున్నటువంటి యష్యా ఏం చేస్తున్నాడంటే అని దేవుడు తన దూతలను పంపించి శరాపుల్ని పంపించి ఏం చేస్తున్నాడంటే తన పాపానికి ప్రాయశ్చితంగా అక్కడ ఒక కార్యం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతాం హలలియా ఇదే ప్రతి ఒక్కరి జీవితం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము యష్య యొక్క ప్రధానము యష్య జీవితంలో కూడా తన ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏది అదే తనకున్నటువంటి బలహీనతను ఏం చేయాలి ప్రాయశ్చితము జరగాలి అంటే ఒకసారి ఆలోచన చేసినట్లయితే యషియా యషియాకి రక్షణ లేదా లేకపోతే యషియా దేవుని బిడ్డగాడా యషియా ప్రవక్త కాడా అంటే అవును అప్పటి వరకు ఐవద్యాలు కూడా యషియా ప్రవచించినటువంటి వాడే దేవునికి నిజాయితీగా జీవించినటువంటి వాడే కానీ అయినప్పటికీ కూడా తన జీవితంలో ఏదో ఒక బలహీనత దేవుడు చూశాడు అయినప్పటికీ ఆ పరలోకపు దర్శనాన్ని ఎప్పుడైతే తాను చూడడం ప్రారంభించాడో ఆఖరిగా తనకున్నటువంటి మూలమైనటువంటి బలహీనత తాను గుర్తించాడు ఏమిటనంటే అయ్యో దేవా నేను అపవిత్రమైనటువంటి పదవులు గలవాడునని అది అప్పుడు గుర్తించి ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో పెట్టాడు మనం కూడా రక్షణ పొందుకుని అనేక సంవత్సరాలు అయి ఉండొచ్చు కానీ ఏదో ఒక బలహీనత మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఉంటాయి ఏదో ఒక ఏదో ఒక దోషము మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ఏదో ఒక బలహీనత మన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటుంది ఈ పగటి వేళ పరలోకపు దర్శనము చూసినటువంటి జీవితపు అనుభవం నీకు ఉన్నట్లయితే పరలోకపు దర్శనము కలిగినటువంటి వాడుగా నువ్వు ఉండగలిగినట్లయితే మొదటగా నువ్వు దేవుణ్ణి గుర్తించగలుగుతావు రెండవదిగా నువ్వెవరో నువ్వు గుర్తించగలుగుతావు మూడవదిగా నీ జీవిత ఉద్దేశం ఏంటంటే నువ్వు గుర్తించగలుగుతావు ఏంటి నీ జీవిత ఉద్దేశం అంటే మొదటిగా నీ నువ్వు నువ్వు కనుగొన్నటువంటి నువ్వు అర్థం చేసుకున్నటువంటి నువ్వు గుర్తించినటువంటి నీ నీ బలహీనతలు నువ్వు ఏం చేయబడాలంటే అవి కడగబడాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా హలేలుయా అయితే పాత నిబంధనలు యశాకి శరాపుల్ని పంపించి ఆ నోటికి నిప్పంటించి దేవుడు ఆయనను పవిత్రపరిచినట్లుగా మనం చూడగలుగుతాం అయితే ఈ పొగటి వేళ రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన మన కొరకు ఏం చేశాడంటే ఏకైక బలి అర్పణగా ఆయన శిలలో బలి అర్పణ చేసి మనల్ని ఏం చేశాడంటే ప్రతి విధమైనటువంటి పాపం నుండి దేవాతి దేవుడు మనల్ని విమోచించినటువంటి దేవాతి దేవుడు మనకున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా ఆయన పట్ల విశ్వాసం ఉండగలిగినట్లయితే ఆయన రక్తం ఆయన రక్తం చేత ఆయన మనల్ని కడిగినట్లుగా మనకు దేవుని వాక్యం పేరు అదే రాస్తాడు ఆ ఏమని రాస్తాడంటే ఆయన అమూల్యమైనటువంటి రక్తమును బట్టి ఆయన నిష్కళంకమైనటువంటి రక్తమును బట్టి ఆయన మనల్ని ఏం చేశాడు మన ప్రతి పాపము నుండి మనల్ని కడిగి నీతిమంతులుగా చేశాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది అలాగే అపోస్టుడు పోలిగ్గా మాటలు ఏమంటాడంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటే మన పాపముల నుంచి ఏం చేస్తుందంటే నీతిమంతులుగా తీర్చడానికి మనల్ని సహాయం చేస్తుంది అని అపోస్టుడు పోలు మరొకసారి మాట్లాడుతూ ఉంటాడు యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపాల నుంచి మనల్ని కడగడానికి ఎంత అవసరమో అందుకనే అందుకనే పరిశుద్ధాత్మను గురించి నేర్చుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాన్ని ఏం చేస్తాడు ఒప్పింపజేసే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా శరాపులు కూడా యష్యాన్ని యషయాన్ని యషయ పెదవులను ముట్టి ఏం చేస్తున్నాడంటే యషయ యొక్క బలహీనతలు ఒప్పింపజేసి తనని ఏం చేస్తున్నాడంటే పవిత్రపరుస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం హాలలుయా మన జీవితంలో కూడా పరలోకపు దర్శనం చూడగలిగినటువంటి అనుభవంలో నువ్వు నేను ఉండగలిగినట్లయితే పరలోకపు దర్శనం చూడగలిగినటువంటి అనుభవంలో మనం జీవించగలిగినట్లయితే దేవుని గుర్తించగలుగుతాం రెండవదిగా మనమేంటో మన స్థితి ఏంటో మనం అర్థం చేసుకోగలుగుతాం మన బలహీనతలు మనం గుర్తించగలుగుతాం మూడవదిగా ఆ బలహీనతలు గుర్తించడం మాత్రమే కాదు మన జీవిత ఉద్దేశం ఏంటో మనం గుర్తించగలుగుతాం ఏంటి మన జీవితం ఉద్దేశం ఏంటంటే మన బలహీనతల నుండి మనం కడగబడాలి మనం శుద్ధీకరించబడాలి ఏసుక్రీస్తులో మనం నీతిమంతులుగా ఎంచబడాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా ఆఖరిగా చూడగలిగినట్లయితే అది ప్రాథమికమైనటువంటి ఉద్దేశం అయితే మన పాపాల నుంచి మనం కడగబడడం మన ప్రాథమికమైనటువంటి జీవిత ఉద్దేశం అయితే రెండవదిగా రెండవదిగా మన ఉద్దేశం ఏమిటి అని అంటే యశ అని పిలిచి తర్వాత వచ్చిన భాగం భాగాల్లో ఎనిమిది నుండి కిందకున్నటువంటి వచనాల్లో చదువుదాం చూడండి అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినబడుతుంది దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే ఇదిగో నేను ఎవనిని పంపదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా నేను వింటిని

ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడుగుగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను ఆ అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైనటువంటి చిగురు పుట్టును దేవునికి దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా హలలుయ్యా ఆఖరిగా తన ఉద్దేశం గురించి చూస్తూ ఆ యోహ సారీ యష్యా ఏమని రాస్తూ ఉన్నాడంటే ప్రకటన గ్రంథం గురించి మా మనం నేర్చుకుంటూ వస్తున్నాం కానీ పెద్దగా యోహాన్ యోహాన్ అని నోటికి వస్తుంది దయచేసి క్షమించండి యష్యా పరలోకపు దర్శనాన్ని చూస్తూ ఏమని అంటున్నాడంటే తన ఉద్దేశం ఏంటో అర్థమైంది తన పాపం నుంచి తాను కడగబడాలని అర్థమైంది తన శరాపులు పంపి దేవుడు తనను కడిగి శుద్ధీకరించాడని అర్థమైనటువంటి యషియా తర్వాత ఏమని రాస్తున్నాడంటే దేవునికి తన పట్ల ఉన్నటువంటి చిత్తం ఏంటో గుర్తించగలుగుతున్నాడు దేవునికి తన పట్ల ఉన్నటువంటి పిలుపేంటో ఏంటో గుర్తించగలుగుతున్నాడు అలా రాస్తూ అక్కడ ఏ రాస్తూ ఏమంటాడంటే ప్రభు వారు అడుగుతున్నాడు ఇదిగో నేను ఎవరిని పంపెదను ఎవరు నా కొరకు అయ్యో చదవలేదు మీరుందట ఎనిమిదో వచనం నేను ఎవరిని పంపను మా నిమిత్తము ఎవడు పోవుడు అని యశ్య వింటున్నాడు దర్శనంలో పరలోకపు దర్శనంలో దేవుని పిలుపు దేవుని ప్రశ్న దేవుని పిలుపును యశ్య తన చెవులారా వింటున్నాడు ఏమని వింటున్నాడంటే నేను ఎవరిని పంపుతాను మా కొరకు ఎవడు పని చేస్తాడు మా కొరకు ఎవడు పరిచయం చేస్తాడు ఆ ప్రశ్న అర్థం కావాలి అని అంటే ప్రారంభంలో మనము ప్రారంభంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఉజ్జియా గురించి చరిత్రను మనం అర్థం చేసుకోవాలి ఏమిటి అని అంటే ఉజ్జియా చేయకూడనటువంటి పని యాజకులు చేసేటువంటి పని ఏ చేయాలి అని తాను స్వయంగా ఏం చేశాడంటే తీర్మానం చేసుకుని గర్వించి దేవాలయంలోనికి వెళ్ళి పని చేయాలని ఆశపడ్డాడు దేవుడు ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడు మరణానికి అప్పగించాడు ఉజ్జయాన్ని మరణానికి అప్పగించిన తర్వాత ఇందులో పని చేయవలసినటువంటి వాడు ఎవడు ఇందులో పని యోగ్యుడు అయినటువంటి వాడు ఎవడని యష్యాన్ని పర్లోక దర్శనంలో అడుగుతున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలియ యష్యాన్ని పర్లోక దర్శనంలో అడుగుతూ ఏమని అడుగుతున్నాడంటే ఎవడు వెళ్తాడు నా కొరకు పని చేయడానికి ఎవరిని నేను పంపడానికి ఎవరు నా కొరకు సిద్ధముగా ఉన్నారని ఒక దైవికమైనటువంటి పిలుపు ఆ పర్లోక దర్శనం ద్వారా యష్యాకి లభిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా హలలియ ఆ దైవికమైనటువంటి పిలుపు ఆ పిలుపే ఆ దేవుని చిత్తమే మన ప్రధానమైనటువంటి జీవిత ఉద్దేశం అని ఇప్పటి వేళ మనం గుర్తించగలగాలి ఎస్ఏ యొక్క జీవితం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అప్పటి వరకు ఏవో అక్కడక్కడ ప్రవచనాలు చెప్పుకుంటూ వచ్చాడు కానీ దేవుని దేవునికి దేవునికి ఎస్ఏ పట్ల ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి జీవితం జీవితపు ఉద్దేశాన్ని ఎస్ఏ ఏం చేస్తున్నాడంటే పరలోకపు దర్శనంలో చూడడం ప్రారంభించాడు ఏమిటంటే నేను ఎవరిని పంపుతాను ఎవరు నా కొరకు పనిచేస్తారంటే ఎస్ఏ ఏం చేస్తున్నాడంటే చెత్తగించు విశ్వాసము నేనున్నాను నన్ను పంపమని యశయ్య తన తన జీవితాన్ని తాను దేవునికి సమర్పించుకున్నట్లుగా దేవుని లేఖన భాగాల్లో మనం చూడగలుగుతాం దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా అదే యశయ్య జీవితం యొక్క అతి ప్రధానమైనటువంటి జీవిత ఉద్దేశం మన పట్ల కూడా దేవుడు దైవికమైనటువంటి పిలుపును కలిగి ఉన్నాడు దేవుని కొరకు ఎవరు పని చేస్తారు దేవుని కొరకు ఎవరు పరిచర్య చేస్తాడు దేవుని కొరకు ఎవరు నిలబడతాడు పిలుపు అందరికీ ఉంటుంది కానీ సమర్పణ కలిగి ఉండి వాడే నిరంతరము ఎల్లకాలం దేవుని దేవుని కొరకు పని చేసేటువంటి సమర్పణ కలిగినటువంటి వాడుగా ఉండగలుగుతాడు యషయ ఏం చేస్తున్నాడంటే దేవుని పిలుపును పొందగానే ఏం చేస్తున్నాడంటే యషయ ఇదిగో చిత్తగించుము ప్రభువా నేనున్నాను నన్ను పంపు ఎక్కడికైనా సరే నేను వెళ్తాను నన్ను పంపు అని అనగానే వెంటనే తర్వాత విషయంలో ఆ యష్య చేయవలసిన బాధ్యత యష్య చేయవలసిన బాధ్యత తన టాస్క్ ఏంటో దేవుడు తనకు అప్పగిస్తున్నాడు ఏమంటే నువ్వు వెళ్ళి ఏం చేయమంటున్నాడు చదువుదాం తర్వాత నువ్వు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపుకుందరు నిత్యము చూసిందరు కానీ తెలుసుకుని కొందరు చూడండి ఆ జనులతో నువ్వు వెళ్ళి మాట్లాడాలి ఆ జనులు వింటున్నారు కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు కనులున్నాయి కానీ వారు చూడలేకపోతున్నారు వాళ్ళు వట్టి విగ్రహాలకి లేకపోతే వట్టి విగ్రహాలకి పూజిస్తూ దేవుణ్ణి మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నారని ఆ జనుల గురించి చెబుతూ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పనిచి వారితో ఈ మాటలు చెప్పు అని యశ్యకి ఒక బాధ్యత అప్పగిస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం ఎవరైతే దేవుని పిలుపుకు సమర్పించుకొని లోబడతారో వాళ్ళకి మాత్రమే దేవుడు బాధ్యతలు అప్పగిస్తాడు వారికి మాత్రమే దేవుడు బాధ్యతలు అప్పగించి ఈ పని చేయి అని దేవుడు అప్పగిస్తాడు ఒకవేళ పిలుపుకి సమర్పణ లేకుండా ఉంటే దేవుడు ఏ బాధ్యతలు అప్పగించడం అనేది అర్థం చేసుకోవాలి సరే నేను సమయం లేదు కనుక నేను త్వరగా వెళ్తున్నాను అక్కడ ఆఖరి భాగంలో ఏమంటాడంటే ఈ బాధ్యత అప్పగించిన తర్వాత కూడా ఈ జనుల మధ్యకి నువ్వు వెళ్ళు ఈ జనులతో నువ్వు ఈ విధంగా మాట్లాడు ఆ జనులు అలాంటి వాళ్ళు ఆ జనులు అటువంటి మూర్ఖులు ఆ జనులు అటువంటి గర్విష్ఠులు ఆ జనులు ఆ విధమైనటువంటి జీవితపు అను విధానాన్ని కలిగినటువంటి వారు నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు అని అంటే వెంటనే వెంటనే తర్వాత ఏమని అంటాడంటే ఏ ప్రభా ఎన్నాళ్ళ వరకు నేను దీనిని ఎన్నాళ్ళ వరకు నేను ఇది చేయాలి ఎన్నాళ్ళ వరకు నేను ఈ బాధ్యతను చేయాలి ఎన్నాళ్ళ వరకు నేను దీన్ని చేయాలి అని అడగగా అక్కడ కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అవన్నీ నేను టచ్ చేయట్లేదు కానీ ఆఖరిగా ఏమంటాడంటే ఆ ముద్దు నుండి పరిశుద్ధమైనటువంటి చివురు పుట్టే వరకు నువ్వు ఆ పని చేస్తానే ఉండాలని ఆ యష్యాతో మాట్లాడుతున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దామా హలలుయ మనకు తెలుసు అది మెస్సయ అని గురించి ఒక ప్రవచనమైనటువంటి మాట ఏమిటంటే ముద్దు నుండి ఏం పుట్టాలంట పరిశుద్ధమైనటువంటి చిగురు ఎవరు పరిశుద్ధమైనటువంటి చిగురు అని అంటే యేసు ప్రభువారు దావిలు చిగురు గురించి మనం నేర్చుకున్నాం క్రిస్మస్ అయిపోయింది కనుక నేను తర్వాత మరలా దాన్ని ముట్టుకోవట్లేదు వచ్చే క్రిస్మస్లో అవసరం అయితే మాట్లాడదాం అయితే ఆ పరిశుద్ధమైన బలమైనటువంటి చిగురు పుట్టేదాకా నువ్వేం చేయాలి ఆ పని ఆ బాధ్యతను చేయాలంటున్నాడు దేవునికి దగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగినట్లయితే మన జీవితం యొక్క ఉద్దేశం కూడా పరలోకపు దర్శనం కలిగినటువంటి వారు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు పరలోకపు దర్శనం ఇప్పుడు ఇప్పుడు నన్ను చూడండి అంత బైబుల్ మనం పూర్తిగా అధ్యాయం అంతా చదివేసాం నన్ను చూడండి పరలోకపు దర్శనము పొందినటువంటి వారు మొదటగా ఎవరిని చూస్తారంటే ఎవరిని అర్థం చేసుకోగలుగుతారంటే దేవునిని అర్థం చేసుకోగలుగుతారు రెండవదిగా పరలోకపు దర్శనం కలిగినటువంటి వారు ఏం అర్థం చేసుకోగలుగుతారంటే వారు తామే స్వయముగా ఏమై ఉన్నారో అర్థం చేసుకోగలుగుతారు వారి స్వయముగా వారి బలహీనతలు గుర్తిస్తారు ఇతరుల బలహీనత బదులు ఇతరుల యొక్క ఇతరుల మీద నేరమోపడం బదులు ఇతరులని ఊరికే నిందించడం బదులు ఏం చేస్తారంటే వారు స్వయంగా తీర్పు తీర్చుకుని వారు స్వయంగా విమర్శించుకునేటువంటి స్థితిలో ఉంటారు ఆ పరలోకపు దర్శనం పొందుకున్న వారు మూడవదిగా పరలోకపు దర్శనం పొందుకున్నటువంటి వారు అసలు ఏంటి నా జీవితం ఏంటి నా జీవితం ఉద్దేశం ఏంటి దేవునికి నా జీవితం పట్ల ఆయన చిత్తం ఏంటో గుర్తించగలుగుతారు ఏమిటి దేవుని చిత్తం అంటే మొదటిగా నీ పాపము నుంచి నువ్వు కడగబడాలి మొదటిగా నీ బలహీనతల నుండి నువ్వు కడగబడాలి రెండవదిగా ఆయన పిలుపును నువ్వు గుర్తించగలగాలి ఆయన నీ పట్ల ఎటువంటి ఎటువంటి పిలుపును కలిగి ఉన్నాడు ఆయన నీ పట్ల ఎటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడు దానిని నువ్వు గుర్తించగలుగుతావు పరలోకపు దర్శనం పొందుకునేటువంటి యశయ తన పట్ల ఉన్నటువంటి పిలుపును గుర్తించాడు ఏమిటి అని అంటే దేవుడు ఏమన్నాడండి నువ్వు ఆ జనుల మధ్యకి వెళ్ళాలి నేను ఎవరినో పంపాలని ఆశపడుతున్నాను కానీ నువ్వేం చేసావు సమర్పించుకున్నావు కాబట్టి నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళి వారితో ఈ మాటలన్నీ పలకాలి ఎప్పటి వరకు పలకాలి ఎప్పటి వరకు నేను ఆ పని చేయాలి ఎప్పటి వరకు నేను నీ చిత్తాన్ని విధంగా కొనసాగాలంటే వారు హృదయంలో పరిశుద్ధమైన అద్భుతమైనటువంటి చిగురైనటువంటి ఏసయ్య జన్మించి వరకు నువ్వు ఆ పని చేయాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా ఈ పగటి వేళ మన జీవితం పట్ల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశము మన పాపం నుంచి మనం గడగబడాలి అనేది అయితే రెండవ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మనం ఎవరైతే అట్టి జనం మధ్యకి మనం వెళ్ళాలి ఎట్టి జనం మధ్య అంటే వాళ్ళకి చెవులు ఉన్నాయి వినలేకపోతున్నారు ఉన్నారు కళ్ళున్నాయి చూడలేకపోతున్నారు హృదయం ఉంది గ్రహించలేకపోతున్నారు దేవుడేడో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు అట్టి జనం మధ్యకి వెళ్ళాలి వెళ్ళి బాధ్యతలు చేయాలి వెళ్ళి పని చేయాలి ఎప్పుడు వరకు చేయాలని అడుగుతావేమో యశ్వ అడిగినట్లు దేవుడు ఏమంటున్నాడంటే వారి హృదయంలో పరిశుద్ధమైనటువంటి చిగురు పుట్టు వరకు నువ్వు ఆ పని చేయాలంటున్నాడు దగ్గర దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా వారి హృదయంలో ఏసయ్య జన్మించే వరకు నువ్వు ఆ పనిని చేయాలంటున్నాడు దగ్గర దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హాలలుయ ఇప్పటి నా మాటలు నేను ముగించేస్తున్నాను పర్లోకపు దర్శనము చూస్తున్నటువంటి యశయ పరలోకపు దర్శనము చూస్తున్నటువంటి యశయ దేవుడు ఎవరో గుర్తించాడు రెండవదిగా తాను ఏమై ఉన్నాడు తాను గుర్తించాడు తన బలహీనతను తాను గుర్తించాడు మూడవదిగా తన జీవితపు ఉద్దేశం ఏంటో గుర్తించి ఆ పని కొరకు ఆ బాధ్యత కొరకు ఆ దేవుని చిత్తం కొరకు తనను తాను ఏం చేస్తున్నాడంటే ఇదిగో చిత్తగించు ప్రభు నన్ను నేనున్నాను నన్ను పంపు అని ఏం చేస్తున్నాడంటే ఆ దేవునికి తనను తాను సమర్పించుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతాం దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా నా మాటలు నేను ముగిలేస్తున్నాను అందరు మోకాల మీదకి రాగలిగినట్లయితే ఈ పగటి వేళ పరలోకపు దర్శనము చూడగలిగినటువంటి అనుభవంలో నువ్వు నేను ఉండగలిగినట్లయితే పరలోకపు దర్శనం చూడగలిగినటువంటి అనుభవంలో మనం జీవించగలిగినట్లయితే దేవుడు ఎవరో నువ్వు గుర్తించగలుగుతావు దేవుడు ఎవరో నువ్వు గుర్తించగలిగినట్లయితే దేవుడు ఎవరో నువ్వు అవగాహన చేయగలిగినట్లయితే రెండవదిగా మొట్టమొదటిగా నువ్వెవరో నువ్వు స్వయంగా గుర్తించగలుగుతావు నీ బలహీనత ఏంటో నువ్వు స్వయంగా గుర్తించగలుగుతావు నీ బలహీనత ఏంటో నువ్వు స్వయంగా గుర్తించగలిగినట్లయితే నీ జీవితపు ఉద్దేశం ఏంటో నువ్వు గుర్తించగలుగుతావు దేవునికి నీ పట్ల ఉన్నటువంటి చిత్తం ఏంటో నువ్వు గుర్తించగలుగుతావు ఆ చిత్తం ఏమిటో తెలుసా నీ పాపంలో నువ్వు కడగబడాలి రెండవదిగా దేవుని పని చేసేవాడుగా నువ్వు ఉండాలి దేవుని పరిచర్యలో పాలి భాగస్థుడవై ఉండాలి